నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీకే పోతాం మేడం లవ్ అంటే పెయిన్ ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా మగాళ్ళు ఎక్కేకి ఏడుస్తారు నాకు ఏడవడం నచ్చదు మేడం